గుడ్ ఈవినింగ్ అండి నా పేరు ప్రసాద్ చుండి ఫ్రిస్కోలో ఉంటాను సో ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ రీసెంట్గా ఎస్ మామ్ ఓకే మామ్ అని ఒక మ్యూజిక్ వీడియో లాంచ్ చేశాను అది ట్రైలర్ ఈరోజు ప్లే చేద్దామని చెప్పి ఈరోజు డిసైడ్ చేశాను ఇక్కడ so couple of surprising elements number one ఇన్ని రోజులు మీరు రాజేశ్వరి గారిని రేడియోలో ఆడియో పరంగా వింటున్నారు ఈ వీడియోలో మీరు చూస్తారు కూడా so and another surprise element మన గోపాల్ పొన్నంగ గారు కూడా యాక్ట్ చేశారు ఇందులో uh, ఇది కాకుండా we're so happy that the product has come so nice that all the way Raghavendra Rao garu has launch the trailer and Annie master did the choreography she is coming to Dallas in the June timeframe. So I hope you'll enjoy the trailer. And uh, after the trailer, um, you're also going to play another video where we are launching a hook step competition for all the kids and moms. They can do the hook step and instructions will be given. So that's a small competition we're announcing. So let's watch the trailer and uh, I want to know your feedback. Play the first video. America, உள்ள ఇప్పుడే లారస్లో తీసిన ఒక music album yes mom okay mom అనే ఆల్బమ్ చూశాను చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు ప్రసాద్ కెమెరా స్టోరీ కాన్సెప్ట్తో అద్భుతమైన లొకేషన్స్లో రాజేశ్వరి అండ్ పిల్లలు కోరియోగ్రఫీ బాగుంది అమెరికాలో కూడా ఇలా కొత్త తో షార్ట్ ఫిల్మ్స్ మ్యూజిక్ ఆల్స్ చేస్తే అక్కడున్న టాలెంట్ కూడా మేము కూడా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది all So shall we hmm? party? <laughs> Let's go! <laughs> yesterday I happened to meet uh, Ariche Garu and uh, so happy talking to such a big, another legend. Um, even he is got so much excited looking at the video. Sir, I wanted to talk few words. First of all దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు ఆయన చేతుల మీద లాంచ్ అయిన అల్లు అర్జున్ హీరో వెంకటేష్ బాబు మహేష్ బాబు అందరు సూపర్ స్టార్లు అయ్యారు ఈ ట్రైలర్ ఈ సాంగ్ మొట్టమొదట ఆయన చేతుల మీద లాంచ్ అయింది ఇందులో పనిచేసిన వాళ్ళు నటించిన వాళ్ళు సాంకేతిక నిపుణులు అందరూ స్టార్లు అవుతారు I wish them all the best and నేను ఇందాకే చెప్పాను ఇక్కడ చాలా ప్రొఫెషనల్ కంటెంట్ పుల్ చేయొచ్చని అర్థమైందని అందులో ఇదొకటి ప్రసాద్ చుండి చుండి గారు ఆయన so I wish I wish him and all all his team members all the very best and Rajeshwar garu వాళ్ళ స్టాఫే చెప్పేస్తున్నారు ఆవిడ ఆ క్యారెక్టర్ క్యాప్టెన్ సో నేను చెప్పండి మీరు వాళ్ళేదో పక్కన బ్యాక్ స్టేజ్ లో చెప్తే మీరు మరి మైక్ తీసుకుని మరి నాకు సర్ప్రైజ్ ఏంటంటే గోపాల్ గారిది వీడియోలో చాలా ఎమోషనల్ క్యారెక్టర్ ఆయన ఎందుకంటే జనరల్ గా ఆయన ఎప్పుడు నవ్వుతూ మాట్లాడటము చాలా యాక్టివ్ గా ఉండటం చూస్తాము ఎమోషన్స్ ప్లే చేయాలి అంటే మనం కాని ఎమోషన్స్ ప్లే చేయాలంటే కొంచెం ఎక్కడో ఒక ట్రైనింగ్ ప్రొఫెషనల్ టచ్ ఉండాలి అవి ఆయన చాలా అలవోకగా ఆ సీక్వెన్స్ కి ఎంత కావాలో అది ఆయన ఇచ్చారు ఆ ఎమోషన్ పోర్షన్ అంతా ఎమోషనల్ గా చాలా బాగా పండించారు సార్ నేను అందుకే ఇందాక <laughs> వెంటనే కనెక్ట్ అయ్యాను మీకు అండ్ ఈయన హీరో శ్రీధర్ గారు <laughs> నాకు ఈయన ఈయన వీడియోని ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా ఈయన గురించి నవ్వుకుంటూ ఉంటాను నేను <laughs> ఈయన నాకు ఈయన ఆయనది బేసిక్ గానే నవ్వు మొహం అది ఏడుపు సీన్ లో కూడా ఒక దగ్గర నవ్వు మొహం కనబడుతుంది కానీ బేస్ బొగ్గను సొట్ట ఉంటే చాలా అదృష్టం కాబట్టి ఒక ప్రీతి జింటలాగా మీరు కూడా చాలా స్టార్ అయిపోతారు సార్ మగవాళ్ళల్లో సో అలాగా ఇవాళ ఈ వీడియో నిజంగా ఇక్కడ ఈ సందర్భంగా లాంచ్ అవటం అనేది చాలా ఆనందంగా ఉంది and all the very best మీ కిడ్స్ చాలా బాగా చేశారు అండ్ చాలా మంది ఇక్కడ నుంచి వర్క్ చేసే వాళ్ళు సినిమాలతో పనిచేయడానికి భయపడతారు వాళ్ళు వాళ్ళు అడిగినట్టు మనం చేయలేమేమో లేకపోతే వాళ్ళ వాళ్ళ టైం లైన్స్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకపోతే వాళ్ళ పేమెంట్స్ మనం ఆనర్ చేయలేమేమో అని సినిమా వాళ్ళు వన్ రూపీకైనా వన్ కైనా వర్క్ లో ఒకలాగే చేస్తారు అది తెలిసి ప్రసాద్ గారు అనీ మాస్టర్ ని పెట్టుకోవటం ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం జెన్యున్ గా ఇలాంటి ఒక కంటెంట్ రాసుకున్నప్పుడు అంతా మనం ఇక్కడే చేసేసుకుందాం అంటే ఇంత బాగా రాదు ఎక్కడ అవసరమో అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయటము వాళ్ళని ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేసుకోవటము గనక చేస్తే ఇక్కడి నుంచి తీసే ప్రతి కంటెంట్ మార్కెటబుల్ గానే ఉంటుంది ప్రొఫెషనల్ గా ఈ ఈ స్టాండర్డ్స్ లోనే ఉంటుంది అలా మీ ఆలోచన as a director and producer నిజంగా అప్రిషియేట్ చేయాలి sir and I wish you all the best in all your future endeavours endeavours thank you and అమ్మలందరికీ మదర్స్ డే రోజు ఈ వీడియోని రిలీజ్ చేసి అంకితం ఇస్తున్నందుకు ఆ టీం మొత్తానికి మనందరం మన కరతాల ధ్వనులతో మనస్ఫూర్తిగా ఆల్